global presence spread across the country. The second largest aeronautical construction company in the world and the largest company in Asia. Bhogapuram International Airport changing the face of నార్త్ ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల ఐదు వందల తొంభై రెండుల కోర్చు కట్టైన ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమార్థమై జిఎంఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను change. não... గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన గావించారు and the plaque is inaugurated for the Bhogapuram international airport సుమారు రెండు వేల రెండు వందల మూడు పాయింట్ రెండు ఆరు ఎకరాల్లో నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు Chintapalli fish landing centre plaque inaugurate చేయడానికి ముందుకు వెళుతున్నారు సుదీర్ఘమైన తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్ట్ లైన్ కలిగిన మన ఆంధ్ర రాష్ట్రం రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం కల్లా ఇరవై బిలియన్ యుఎస్ డాలర్ల బ్యూ ఎకానమీని తయారు చేయాల్సిన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని గుర్తించి సంపూర్ణ విధంగా విజయనగరం డిస్టిక్లోని అత్యంత పొడవైన కోస్ట్ లైన్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉన్న ఈ ఎనిమిది మెయిన్ గ్రామాల్లో పదహారు ఉన్న నాలుగు వేల మంది జాలర్లు ఉన్న ఈ భోగాపురం మండలంలో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు lá no.